హలో ఆంటర్ప్రెన్యూర్స్ హ్యాపీ మార్నింగ్ ఈరోజు ఒక చిన్న బిజినెస్ ఐడియాని ఎలా మీరు డెవలప్ చేసుకోవాలి దాన్ని మార్కెట్లో ఎలా ప్రమోట్ చేసుకోవాలి దాని నుంచి ఎలా డబ్బులు సంపాదించాలి అనే ఐడియాని ఈరోజు మనం డిస్కస్ చేయబోతున్నాం అయితే ఈ కంపెనీ పేరు bulk land bulk land dot in అనేది టూ థౌజండ్ ఫిఫ్టీన్ నుంచి కూడా రన్ అవుతున్న ఒక రియల్ ఎస్టేట్ వెబ్సైట్ జనరల్గా ఈ రోజుల్లో ప్రతిదీ కూడా ఆన్లైన్లో మనం పర్చేస్ చేసుకుంటున్నాం అమెజాన్ అని ఫ్లిప్కార్ట్ అని మింత్రా అని ఈబే అని పేటిఎం అని there are number of e commerce website applications at the same time గత పది ఏళ్ళుగా మార్కెట్లో చాలా రియల్ ఎస్టేట్ రంగంలో కూడా చాలా వెబ్సైట్స్ ఆన్లైన్లో అమ్మకాలు కొనుగోళ్లు జరుగుతున్నారు అయితే బల్క్ ల్యాండ్ డాట్ ఇన్ అనేది కూడా అటువంటి ఒక రియల్ ఎస్టేట్ వెబ్సైట్ అయితే దీనికి టూ థౌజండ్ ఫిఫ్టీన్ నుంచి ఈరోజు వరకు ఎన్ఆర్ఐ ట్రాఫిక్ కానీ సౌత్ ఇండియా ట్రాఫిక్ కానీ చాలా ఎక్కువగా ఉంది అంటే ఈ వెబ్సైట్ని ఎక్కువగా south India people at the same time NRIs మన లొకేషన్స్ నుంచి వేరే స్టేట్స్లో వేరే కంట్రీస్లో ఉన్న పీపుల్ ఎక్కువగా ఆప్ట్ చేసుకుంటున్నారు వాళ్ళ సొంత ఊర్లలో పొలాలు లేదా స్థలాలు కొనుక్కోవడానికి అయితే ఈ బల్క్ ల్యాండ్ తాలూకా మెయిన్ యూఎస్పీ ఏంటి అంటే అగ్రికల్చర్ ల్యాండ్స్ కానీ ఫామ్ ల్యాండ్స్ కానీ ఎక్కువగా సేల్ చేస్తారు మినిమం వన్ ఏకర్ పైన ఉండేవి ఇందులో ఎవరైనా వెబ్సైట్ని అమ్మాలి అనుకున్నా సారీ ఇందులో ఎవరైనా వాళ్ళ ల్యాండ్ని అమ్మాలి అనుకుంటే మినిమం వన్ ఏకర్ ల్యాండ్ ఉండాలి అట్ ద సేమ్ టైం ఎక్కువగా అగ్రికల్చర్ ల్యాండ్స్ లేదా ఫామ్ ల్యాండ్స్ మాత్రమే ఇందులో పెట్టి అమ్ముకోవడానికి స్కోప్ ఉంటుంది అయితే ఈ బిజినెస్ ఐడియాని ఈరోజు మీ ముందుకు చెప్పడానికి రీజన్ ఏంటంటే as of now bulk land dot in అనే కంపెనీ ఆంధ్ర అండ్ తెలంగాణలో వాళ్ళ ఫ్రాంచైజెస్ ఓపెన్ చేస్తున్నారు ఈ ఫ్రాంచైజెస్ ఎవరికి ఎక్కువగా అడ్వాంటేజ్ ఉంటుందంటే ఆల్రెడీ రియల్ ఎస్టేట్ రంగంలో ఏజెంట్స్గా పనిచేస్తున్న వాళ్ళు వేరే వెంచర్స్ ఎగ్జిక్యూట్ చేస్తున్న వాళ్ళు కొత్తగా రియల్ ఎస్టేట్ రంగాన్ని స్టార్ట్ చేద్దాం అనుకుంటున్న వాళ్ళు ఉమెన్ స్టూడెంట్స్ ఎవరైనా సరే ఈ ఫ్రాంచైజ్ చేసుకోవడానికి చాలా ఫీజిబుల్గా ఉంటుంది దీంట్లో ఎక్కువ ఆపర్చునిటీస్ ఉంటాయి అయితే ఈ ఫ్రాంచైజ్ కాస్ట్ మనకి one lakh fifty thousand plus GST పడుతుంది అంటే ట్వంటీ సెవెన్ థౌజండ్ ఈ ఫ్రాంచైజ్ని ఎవరైనా తీసుకోవాలనుకుంటే one lakh fifty thousand plus GST అనేది కంపెనీకి పే చేయాల్సి ఉంటుంది it is a non refundable amount at the same time ఈ అగ్రిమెంట్ టూ ఇయర్స్ వరకు ఉంటుంది టూ ఇయర్స్ తర్వాత బేసిక్ అమౌంట్ తోటి మళ్ళీ రెన్యూ చేసుకోవాల్సి ఉంటుంది అయితే ఈ ఫ్రాంచైజ్ ఎక్కడెక్కడ ఓపెన్ చేసుకోవాలి మీ లొకేషన్స్లో సపోజ్ మీరు ఆంధ్ర తెలంగాణలో ఉన్నప్పుడు మీకు nearby sub register office ఉంటుంది ప్రతి ఊరికినా ఆ సబ్ రిజిస్టర్ ఆఫీస్కి దగ్గరలో అంటే ఒక హండ్రెడ్ నుంచి ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ డిస్టెన్స్లో ఎవరైనా సరే ఈ ఫ్రాంచైజ్ని ఓపెన్ చేసుకోవచ్చు అది కూడా ఒక సబ్ రిజిస్టర్ ఆఫీస్ దగ్గర ఒక ఫ్రాంచైజ్ మాత్రమే ఎలిజిబిలిటీ ఉంటుంది మల్టిపుల్ ఫ్రాంచైజెస్ ఓపెన్ చేయడానికి స్కోప్ ఉండదు ఫస్ట్ ఎవరు ఆప్ట్ చేసుకుంటారో వాళ్ళకి మాత్రమే ఫ్రాంచైజ్ ఆపర్చునిటీ ఉంటుంది ఈ ఫ్రాంచైజ్ తీసుకునే వాళ్ళకి కంపెనీ సైడ్ నుంచి వచ్చే సపోర్ట్ ఏంటంటే మీరు తీసుకునే స్పేస్ మినిమం ఒక హండ్రెడ్ ఎస్ఎఫ్టీ ఉండాలి అట్ ద సేమ్ టైం ఆ ఎస్ఎఫ్టీ స్పేస్కి తగ్గట్టు board business cards brochures catalogues standees flyers flexes at the same time company side నుంచి మీకు ఒక ట్యాబ్ వస్తుంది ఒక స్మార్ట్ ఫోన్ వస్తుంది and three days business training కూడా ఇస్తారు రియల్ ఎస్టేట్ రంగంలో ఎటువంటి లోటుపాట్లు ఉంటాయి వ్యాపారాన్ని ఎలా చేసుకోవాలి కస్టమర్స్ దగ్గర నుంచి నెగోషియేషన్స్ ఎలా చేసుకోవాలి పేమెంట్స్ ఎలా తీసుకోవాలి లాస్ ఎలా తగ్గించుకోవాలి ఈ ట్రైనింగ్ అంతా కూడా ఒక త్రీ డేస్ దాకా కంపెనీ సైడ్ నుంచి మీకు సపోర్ట్ వస్తుంది అయితే ఎవరైతే ఫ్రాంచైజ్ పార్ట్నర్స్ ఈ ఫ్రాంచైజ్ని సబ్ రిజిస్టార్ ఆఫీస్ దగ్గర ఓపెన్ చేసుకుంటారో వాళ్లకు ఉండే మెయిన్ అడ్వాంటేజ్ ఏంటి మీ ఊర్లలో చాలామంది చూడండి పొలం అమ్ముదాం అనుకుంటారు లేదా కొనుక్కుందాం అని కూడా అనుకుంటారు దానికి వాళ్ళు సాధారణంగా చేసే పని ఏంటి ఇద్దరు రియల్ ఎస్టేట్ ఏజెంట్స్ని పట్టుకుంటారు లేదంటే తెలిసిన వాళ్ళకి చెప్తారు ఏ అన్నయ్యకో నాన్నకో బాబాయ్కో చిన్నాన్నకో పెదనాన్నకో మా ల్యాండ్ ఒకటి ఉంది చూడండి పెద్దనాన్న ఆ ఊర్లో ఏమైనా అమ్మకం అవుతుందేమో అని చెప్పి తెలిసిన వాళ్ళకి మాత్రమే చెప్తారు ఇలా వర్డ్ ఆఫ్ మౌత్ ద్వారా ఎక్కడైనా మీకు బిజినెస్ కనెక్ట్ అయితే అక్కడ ల్యాండ్ అమ్ముకోవడానికి ఆపర్చునిటీ ఉంటుంది but bulk land dot in సైట్లో ఎవరైనా వాళ్ళ ల్యాండ్ని పెట్టి అమ్మాలి అనుకుంటే దానికి గాను థౌజండ్ రూపీస్ అడ్వర్టైజ్మెంట్ ఛార్జ్ చేసుకుంటారు అంటే ఇప్పుడు నా ల్యాండ్ ఇందులో పెట్టి అమ్మాలనుకుంటే నేను థౌజండ్ రూపీస్ కస్టమర్కి అది మా ఫ్రాంచైజ్ పార్ట్నర్కి పే చేస్తాను ఆ థౌజండ్ రూపీస్కి నా అడ్వర్టైజ్మెంట్ వెబ్సైట్లో పెడతారు దీనివల్ల ఫ్రాంచైజ్ పార్ట్నర్కి వచ్చే అడ్వాంటేజ్ ఏంటి ఈ థౌజండ్ రూపీస్లో సెవెన్ హండ్రెడ్ అనేది కంపెనీకి వెళ్తుంది త్రీ హండ్రెడ్ ఫ్రాంచైజ్ పార్ట్నర్కి ఉంటుంది అట్ ద సేమ్ టైం ఈ అడ్వర్టైజ్మెంట్ని ప్లేస్ చేసేటప్పుడు వెబ్సైట్లో పెట్టేటప్పుడు ఫ్రాంచైజ్ పార్ట్నర్ తాలూకా కాంటాక్ట్ నెంబర్ మాత్రమే ఇందులో అప్డేట్ చేస్తారు దీనివల్ల బయట స్టేట్స్లో బయట కంట్రీస్లో ఎవరైనా వాళ్ళ ఊర్లలో సొంత ఊర్లో ల్యాండ్ కొనుద్దామనుకున్నప్పుడు ఈ వెబ్సైట్ను చెక్ చేసినప్పుడు కింద కాంటాక్ట్ నెంబర్ ఫ్రాంచైజీ పార్ట్నర్ది ఉంటుంది తద్వారా ఫ్రాంచైజీ పార్ట్నర్స్కి నెంబర్ ఆఫ్ ఎంక్వైరీస్ ఆటోమేటిక్గా పెరుగుతాయి పెరిగినప్పుడు ఖచ్చితంగా ఎక్కడో దగ్గర డీల్ ఆటోమేటిక్గా క్లోజ్ చేసుకుంటారు అండ్ వన్ మోర్ అడ్వాంటేజ్ ఈ డీల్ క్లోజ్ చేసేటప్పుడు మనం కస్టమర్తో మాట్లాడుకునే నెగోషియేషన్ కమిషన్ ఏదైతే ఉంటుందో అంటే మీ పొలాన్ని నేను అమ్మి పెట్టినందుకు నాకు వన్ పర్సెంటో టూ పర్సెంటో ఫైవ్ పర్సెంటో కమిషన్ నేను ఎక్స్పెక్ట్ చేస్తాను రియల్ ఎస్టేట్లో ఎక్కువ మిగిలేది కమిషన్లోనే ఆ కమిషన్ ఏదైతే ఉందో ఇది హండ్రెడ్ పర్సెంట్ ఫ్రాంచైజ్ పార్ట్నర్కే ఉంటుంది ఎట్టి పరిస్థితుల్లోని కంపెనీకి వెళ్ళదు ఈ రకంగా ఎవరైనా ఈ రియల్ ఎస్టేట్ ఫ్రాంచైజీని కనుక తీసుకుంటే హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళకి బెనిఫిట్ అవుతుంది అట్ ద సేమ్ టైం ఎక్కువ ప్రాఫిట్స్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది సో మీరు ఎవరైనా స్టూడెంట్స్ కానీ అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ రియల్ ఎస్టేట్ ఇండివిజువల్గా ఆల్రెడీ చేసుకుంటున్న ఏజెంట్లు కానీ లేదా కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకున్న వాళ్ళు ఎవరైనా సరే బల్క్ ల్యాండ్ డాట్ ఇన్ అనే కంపెనీ తాలూకా ఫ్రాంచైజీని తీసుకోవచ్చు ఇది Bengaluru based company now Andhra and తెలంగాణలో వీళ్ళు ఫ్రాంచైజీస్ ఓపెన్ చేస్తున్నారు సౌత్ ఇండియా అంతా కూడా మంచి ట్రాఫిక్ ఉంది ఎన్ఆర్ఎస్ నుంచి ఎక్కువ ట్రాఫిక్ ఉంది సో రియల్ ఎస్టేట్ రంగంలో ఒక one lakh seventy seven thousand invest చేసి ఒక సిక్స్ మంత్స్లో ఈజీగా డబ్బులు వెనక్కి తీసుకోవచ్చు అండ్ ఫుల్ టైం రెగ్యులర్గా నెంబర్ ఆఫ్ సేల్స్ పెంచుకోవచ్చు కాంటాక్ట్ ఎంక్వైరీస్ కూడా ఆటోమేటిక్గా పెరుగుతాయి సో ఈ బిజినెస్ హండ్రెడ్ పర్సెంట్ మీకు యూస్ఫుల్ అవుతుంది చూసారుగా ఫ్రెండ్స్ దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీకు ఏమైనా కావాలన్నా కాంటాక్ట్ డీటెయిల్స్ కావాలన్నా సరే కింద ఇచ్చిన నెంబర్కి కనుక కాల్ చేసుకోగలిగితే దాని నుంచి మీకు కావాల్సిన ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కానీ గైడ్లైన్స్ కానీ ఇవ్వడం జరుగుతుంది బాగా గుర్తుపెట్టుకోండి మీ ఊర్లో సబ్ రిజిస్టార్ ఆఫీస్ దగ్గర ఈ బ్రాంచ్ ఓపెన్ చేసుకోవాల్సి ఉంటుంది ఒక సబ్ రిజిస్టార్ ఆఫీస్ దగ్గర ఒక ఫ్రాంచైజ్ మాత్రమే ఇస్తాం franchise cost one lakh seventy seven thousand rupees every month దీని మీద ఫిఫ్టీ థౌసండ్ నుంచి వన్ ల్యాక్ రూపీ కేవలం అడ్వర్టైజ్మెంట్స్ మీద ఫ్రాంచైజ్ పార్ట్నర్ డబ్బులు సంపాదించుకోవచ్చు at the same time deal అయిన ప్రతిసారి కమిషన్ మీద మీరు ఎంత కమిషన్ మాట్లాడుకుంటే అంత కమిషన్ హండ్రెడ్ పర్సెంట్ మీకే వస్తుంది కంపెనీ ఇందులోంచి వన్ రూపీ కూడా ఎక్స్పెక్ట్ చేయదు సో ఈ విధంగా టూ ఇయర్స్ వరకు ఈ బిజినెస్ని హ్యాపీగా ఎవరైనా చేసుకోవచ్చు సో ఇంకెందుకు ఆలస్యం ఎంక్వైరీ కోసం వెంటనే కింద నెంబర్కి కాంటాక్ట్ చేయండి థ్యాంక్ యూ